ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని మరి ధ్యానించుకున్నాం మనం మార్క్స్ వార్త పదవ అధ్యాయము నలభై రెండవ వచనం నుంచి నలభై ఐదవ వచనం వరకు మనం చదువుకుందాం ప్రియమైన దేవుని బిడ్డారు ఇక్కడ లేఖనంలో ఏముందంటే యేసు వారిని తన ఎద్దుకు పిలిచి వారితో ఇట్లా నేను అన్ని జనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురు అని మీకు తెలియను మీలో అలాగుండకూడదు మీలో ఎవడైనా గొప్పవాడై ఉండకూడిన ఎడల వాడు మీకు పరిచారం చేయవాడై ఉండవలను మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడందరికీ దాసుడై ఉండవలను మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతి విమోచన క్రైదనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చిన నేను ప్రేమేం దేవుని బిళ్ళరి చదవబడినటువంటి లేఖన భాగాలని మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే చాలా గొప్ప మర్మాలు దాగి ఉన్నాయి ఈ లోకంలో ఉన్న వారు ఎవరైనా అధికారులు ఉంటే వారి కింద ఉన్నటువంటి పని మనుషులు కానీ వారి కింద పనిచేసే వర్కర్స్ కానీ వారి సేవకులు కానీ వారి దాసులు కానీ పెత్తనం చెల్లాయిస్తారు అధికారం చెల్లాయిస్తారు వారి మీద అంతేకాదు వీరు కూడా వారి మాటకు లోబడి ఖచ్చితంగా ఉండవలసింది అయితే యేసు ప్రభు నమ్మిన మనము దానికి వ్యతిరేకం ఏందయ్యా అంటే నాయకులైన వారు ఎవడైనా ఉంటే గొప్పవాడైనా ఎవడైనా ఉంటే వాడు పరిచర్య చేయాలి అది దాసుడికి పరిచర్య చేయాలి చిన్నవాడికి పరిచర్య చేయాలి ఎవరికైనా పరిచర్య చేయాల్సిందే నేను ప్రముఖుడై ఉండాలి అనుకుంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా యోహోను వాళ్ళ తల్లి యేసు ప్రభార్ దగ్గరకు వచ్చి ఒక మాట అడుగుతుంది అయ్యా నా కుమారులు ఇద్దరు ఒకడేమో కుడివైపున ఇంకొకడేమో ఎడవైపున ఉండాలి నీ రాజ్యంలో నీ మహిమతో వచ్చినప్పుడు నీతో ఉండాలయ్యా అని ఆమె అడుగుతుంది మంచి కోరిక అది అయితే అది విన్న మిక్కిల మిగిలిన శిష్యులు ఈర్షిపడ్డారు అంతేకాదు ప్రభువారు కూడా అంటాడు అమ్మ మీరేమి అడుగుతున్నారు మీకైతే తెలియదు కానీ నేను త్రాగుచున్న గిన్నెలోని త్రాగుటైనను నేను పొందుచున్న బాప్తీసం పొందుటేను మీ చేత గుణ అని వారిని అడుగగవారు వారు మా చేత అగునన్రి అప్పుడు యేసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగెదరు నేను పొందుచున్న బాప్తీసం మీరు పొందేదరు కానీ నా కుడి వైపుననే కూర్చుండి నిచ్చుట నా అవశ్యములు లేదు అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పాను అని అంటున్నాడు ప్రియులార చెప్పి ఈ పోర్షణను ప్రారంభించాడు ఈ విషయాల్ని ప్రారంభించాడు అందరితో అంటే అక్కడ నా వశంలో లేదు అంటే అర్థమైందంటే తండ్రి వశంలో ఉంది అంటే ఒక వ్యక్తిని హెచ్చించాలన్నా వ్యక్తిని బలపరచాలన్నా అది దేవుని యొక్క చేతిలోనే ఉంటుంది కనుక ప్రియమైన దేవుని బిళ్ళారా అక్కడ యేసుప్రవారు వాళ్ళకి ఇచ్చేటువంటి ఒక మంచి గైడెన్స్ ఏంటంటే విధేయత కలిగి ఉండమని తగ్గించుకోమని తగ్గించుకుని పరిచర్య చేయమని క్రైస్తవ జీవితంలో నేర్చుకోవాల్సింది అదే మనం కూడా మనం ఏం చేయాలి పరిచర్య చేయాలి తగ్గించుకోవాలి ఇంకా ఇంకా తగ్గించుకోవాలి ఎంత తగ్గించుకుంటే అంత మంచిది మనకు ఆశీర్వాదం అంతగా దేవుడు నిన్ను హెచ్చించి పరలోకంలో గొప్ప ప్రతిఫలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఈ లోకంలో నువ్వు హెచ్చించుకోతలుచుకుంటే ప్రియులారా నువ్వు తగ్గించబడతావు ఎందుకంటే వాని వాని క్రియలు చొప్పున నేను వానికి ప్రతిఫలం ఇస్తానని దేవుడు చెప్పాడు కనుక మరి నువ్వు నీ క్రియలు ఇక్కడ విధేయతగా మంచిగా ఒక గొప్ప పరిచర్య చేసేవాడిగా ఉన్నావంటే ఖచ్చితంగా పరలోకంలో నీ తగిన ప్రతిఫలాన్ని దేవుడిస్తాడు ఎవరి పనికి తగ్గట్టు వారికి జీతాన్ని దేవుడు సిద్ధపరిచాడని బైబిల్ చెప్తుంది ప్రకటన గ్రంథంలో ఇరవై రెండో అధ్యాయంలో చెప్తాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియలు చొప్పున వారికి ప్రతిఫలము ఇస్తానంటున్నాడు ఖచ్చితంగా ఇస్తాడండి మనం చేసిన పరిచర్య కానీ మనం చేసిన పని కానీ ఎక్కడికి పోదు అది మనకి రెట్టింపుగా ఆశీర్వాదముగా తిరిగి వస్తుంది ప్రేమే దేవుని బిళ్ళారా చూడండి ఐగుప్తుకు వెళ్ళినటువంటి యోసేపు పొతీపరింట్లో ఒక దాసుడిగా అమ్మబడ్డాడు దాసుడిగా పనిచేశాడు బానిసగా పనిచేశాడు ప్రిలారా తర్వాత దేవుడు ఆయన్ని ఎంతగా ఆశీర్వదించాడు అందరికీ తెలుసు కదా తగ్గించుకున్నాడు ఈ హంబుల్ హింసెల్ఫ్ తగ్గించుకున్నాడు ఇంకా తగ్గాడు ఇంకా తగ్గాడు దేవుని పాదాలు పట్టుకున్నాడు అందుకే యహోవా నాకు తోడేయండు గనక ఆయన ఉన్నటువంటి ఫతీపర్ యొక్క ఇల్లు ఆశీర్వదించబడ్డది ఎవరి ద్వారా ఒక దాసుని ద్వారా ఒక పని మనిషి ద్వారా ఒక బానిస ద్వారా because of God was with him దేవుడు ఆయనతో ఉన్నాడు ఎవడు దీనుడై వణుకుచుండును వాణి నేను దృష్టించన్నాడు దేవుడు చెప్పాడు అంతేకాదు యశాగ్రంథంలో చెప్తాడు మహాగణుడు మహోన్నతుడు సర్వోన్నతుడైన దేవాతి దేవుడు ఉన్నత స్థలంలో నివాసం చేసే దేవుడు అయితే ఆయన ఎక్కడ నివాసం చేస్తాడు అంటున్నాడు ప్రియులరా విరిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయటకు నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయటకు వినయమగల వారి యొద్దను దేన మనసు గలవారి ఎద్దున ఆయన నివాసము చేస్తాడు హాలేలుయా హాలేలుయా చూడండి ప్రియమైన దేవుని బిళ్ళరా ఆయన నివాసం చేసేది విరిగి నలిగిన మనసు గలవారి యొద్దనే దేన మనసు గలవారి యొద్దనే కనుక మనం ఏం చేయాలి ఏమి నేర్చుకోవాలి విరిగి నలిగిన మనసు నేర్చుకోవాలి నువ్వెంత తగ్గించుకుని పని చేస్తే ఎంతగా తగ్గించుకుని విధేయత చూపిస్తే అంతగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడండి నీకు ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు మేబీ మనుషులు ఇవ్వలేకపోవచ్చు నాకు మీరు పరిచయం చేస్తున్నారు బట్ నేను రిటర్న్ బ్యాక్ మీకు ఇవ్వలేకపోవచ్చు అండి కానీ సజీవుడైన దేవుడు మిమ్మల్ని చూస్తున్న దేవుడు మీకు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తాడు హాలే హాలేలుయా ఈరోజు మీరు పాస్టర్స్ మీటింగ్ జరిగింది మన దగ్గర కదా ఈ పాస్టర్స్ మీటింగ్లో చక్కగా పరిచయం చేశారు మంచి భోజనాలు వండి పెట్టారు మంచి భోజనాలు సిద్ధపాటు చేశారు కదా పిల్లలు యమనస్తులు ఆడపిల్లలు మగపిల్లలు చాలా కష్టపడి మరి మంచి ఆహార పదార్థాలు తయారు చేసి వారికి పెట్టి పెట్టిన తర్వాత మరలా తిరిగి చక్కగా ఎంతో పరిచయం చేశారు వాళ్ళు కడుపు నుండి వెళ్ళిపో మంచిగా వెళ్తా వెళ్తా వాళ్ళు దీవించారు మిమ్మల్ని మనసులో అనుకుంటే చాలు కదా మీకు దీవెనలు వస్తాయి ప్రియులారా నిజమే ఒకళ్ళకి ఒక మంచి భోజనం పెట్టాము ఒక మంచి పరిచర్ చేసాము ఒక మంచి సహాయం చేసాం పెద్దవారు దేవుని సేవ చేస్తున్నారు బైబిల్ ఒక మాట ఉంటుంది ప్రేమేం దేవుని బిళ్ళారా మీకు పరిచర్ చేస్తే నాకు పరిచర్ చేసినట్టే మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే అని దేవుడు చెప్పాడు సేవకులను చేర్చుకుంటే ఎవరిని చేర్చుకున్నట్టు దేవుణ్ణి చేర్చుకున్నట్టు ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు నీతిమంతుని చేర్చుకున్నవాడు నీతిమంతుని ఫలం పొందుతాడు శిష్యుడని ఒక గ్లాసు నీళ్ళిచ్చే ఆ ఫలము నిశ్చయముగా పోగొట్టుకొనడని లేఖనం తెలియజేస్తుంది మత స్వార్థ పదో అధ్యాయంలో కనుక ప్రియమైన దేవుని బిళ్ళారా నిజంగా మనము చేయాల్సింది ఏందంటే తగ్గింపండి తగ్గింపు మనం ఎంతగా తగ్గించుకుంటే అంత మంచిది కదా మనం ఎప్పుడైనా సరే గొప్పతనాన్ని అధికారాన్ని లేకపోతే హుందాతనాన్ని మనం ఎప్పుడు కోరుకోవద్దు ఏమంటే మొర్దుకాయి ఏం చేశాడో తెలుసా పారసీక దేశంలో ఎక్కడో ఒక మూలను కూర్చునేవాడు దొప్పడు గప్పుని పెద్దగా ప్రార్థన చేసేవాడు ఎప్పుడు ఎలవేళల ప్రార్థన చేసేవాడు ఆయన పని అది దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు తను పెంచినటువంటి ఎస్తేర్ని దేవుడు రాణిగా చేశాడు hallelujah because of his prayer because of his humbleness ఆయన తగ్గింపు ఆయన ప్రార్థన తన కుమార్తెగా పెంచుకున్నాడు తన చెల్లె కానీ కుమార్తెగా పెంచుతూ ఉన్నాడు పెంచితే కుమార్తె కదా పెంచుతున్న ఆయన మరి ప్రార్థన చేశాడు ఆమె గురించి దేవుడు ఇచ్చించాడు ప్రియులారా తర్వాత మనం చూస్తే ఆ ప్రార్థన వలన యూదులందరూ రక్షించబడ్డారు మనందరికి తెలుసు యూదులందరూ నశించిపోవాలని ఒక శాసనం చేశారు హమాను కుట్రతో వారు మూడు రోజులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు ప్రియులారా శాసనములను తిరిగి మార్చడం జరిగింది ఆమాను కుట్ర పన్నాడు మొద్దుకాయని చంపాలని ప్లాన్ చేశాడు పెద్ద ఊరికో ఏర్పాటు చేసుకున్నాడు ఎవరితో విని గోతులు వాడే పడ్డట్టు హామాను తిరిగి ఆ కొయ్యతోనే తను తానే ఉరేయబడ్డాడు బికాస్ ఆఫ్ ప్రేయర్ తగ్గింపు సూచనతో కలిగిన ప్రార్థన ఇస్తే కూడా రాణి దిగొచ్చేసింది ఉపవాసం ఉన్నారు గోని పట్ట కట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు ప్రియులారా తగ్గించుకుని ప్రార్థన చేశారు వారి జాతి వారు రక్షించబడ్డారు అంతేకాదు తర్వాత ఏం జరిగింది తెలుసా మొర్దుకై ప్రధాన అయ్యాడు hallelujah hallelujah that's the God's work ఎవడు దీనుడై వణుకుచున్నును వాని నేను దృష్టించుచున్నాను అంటున్నాడు నేను ఎట్లా ఇచ్చిస్తాడో తెలియదు మిమ్మల్ని ఎట్లా ఇచ్చిస్తాడో తెలియదు కానీ మీరు చేయాల్సింది ఒకటే తగ్గించుకుని తగ్గించుకుని తగ్గించుకుని ఎక్కడుంటామో తెలియదు మనం ఎక్కడున్నా దేవా నీ కొందనాలైన ఒక మూల కూర్చొని ప్రార్థన చేయటమే మన పని మనం ఏదో గొప్పగా మనం స్టేజ్ మీదకి పిలిచి ఫాస్ట్ గారు ఏదో చేయండి ఇచ్చేయండి అన్నక్కర్లా ఒక మూల కూర్చొని ప్రార్థన చేసిన బట్ ఆ ప్రార్థన దేవుడు వింటున్నాడు చూసారా నీ హృదయం దేవుడికి తెలుసు ఎస్ నా కుమార్తె చూడు నా కుమారుడు చూడు ఎంత తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు నా కుమార్తె చూడు ఎంత తగ్గించుకుని ప్రార్థన చేస్తుందో ఎంత తగ్గించుకుని పని చేస్తుంది ఎంత తగ్గించుకుని ఆమె పరిచర్లో పాల్గొంచుకు పాలు పంచుకుంటుందో అని దేవుడు చూస్తున్నాడండి చూసే దేవుడు ప్రియులారా నేను చెప్తున్నాను చాలా చిన్న పరిచర్య చేసింది మీరు ఇంక చాలా గొప్పగా చేస్తున్నారు చాలా చిన్న పరిచర్ జస్ట్ అట్లట్లా అంతే దేవుడు నన్ను ఎంతో బలపరిచి అనేక మందికి దేవుని స్వార్థను చెప్పి భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు అలాంటి నాకు ఇచ్చిన దేవుడు మీకు ఇవ్వడా ఇంకా మిమ్మల్ని బహుగా ఇచ్చిస్తాడు అట్లా చేస్తాడు అంతే ఎందుకండి ఇది ఇది సత్యం కాబట్టి ప్రియులారా మనము ఈ లోకాధికారులాగా పెత్తనం చలాయించొద్దు లోకం అధికారులాగా ఏయ్ నేను పెద్దోండ్రా నువ్వు చెప్పిన పని చేయరా అంటాం కాదు మనమే చేస్తే వాడు ఫాలో అవుతాడు అరే అన్నయ్య పని చేస్తున్నాడు రా నేను మీరు చేస్తున్నారు బాబీ మీరు చేస్తున్నారు ఇప్పుడు అక్షిత్ పవార్ నవదీప్ కానీ లేకపోతే ఇంకా వీళ్ళు పిల్లలు ఉండారుగా అవి వీళ్ళందరూ చూస్తున్నారు దే ఫాలో ఓకే అన్నలా ఇట్ట చూస్తూ చేస్తున్నాడు నేను కూడా తగ్గించుకుని చేయలేని వాళ్ళ మనసులో ఎవరో కూడా మనసులో కలుగుతుంది వీరు చేస్తున్నారు వీరు చేసేది వీళ్ళకి మరి హన్న గ్రేస్ వీళ్ళు చూస్తున్నారు వాళ్ళు పెద్దోళ్ళు చేస్తున్నారు సో అట్లాగే ఒక్కొక్కళ్ళు చూసినప్పుడు ఏంటంటే ఫాలో అవుతారు మనకు ప్రతిఫలం కలగటమే కాకుండా మనం చూసి నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు మన ఇన్ఫ్లుయెన్స్ ఎంతమంది మీద వెళ్తుందో చూడండి మనం తగ్గించుకోవటం వల్ల అరే ఆయన చాలా గొప్పోడండి ఆయన చాలా తగ్గించుకుంటాడు అని ఒక గొప్ప పేరు కూడా వస్తుంది జనాల్లో కదా మంచి పేరు వస్తుంది ప్రిలారా చూడండి కనుక మనము ఎంత తగ్గించుకుంటే అంత మంచిది ఎంత తగ్గించుకుని పరిచయం చేస్తే అంత మంచిది దేవుడు నిన్ను ఖచ్చితంగా కానొక అందు ఆశీర్వదిస్తాడు నిన్ను విడిచిపెట్టాడండి కదా మొద్దుకాయని ఎవడైతే కుట్రాన్ని ఊరేయాలనుకున్నాడు దేవుడు వాడి చేత ఊరేగిపించాడు తెలుసా మీకు నైటు రాజు దగ్గరికి వెళ్తాడు రాజు పిలిపిస్తాడు వీళ్ళు ప్రార్థన చేయటం చేయ చేయటాన్ని బట్టి ప్రార్థన చేసిన తర్వాత ఏం కార్యం జరిగిద్దో తెలుసా ప్రియులారా ఏం కార్యం జరిగిద్దో తెలుసా రాజుకు నిద్ర పట్టదు ఆలోచిస్తాడు అరే నన్ను ఒకడు ఒకడు చెప్పి మరణాన్ని నుంచి తప్పించాడే వాడికి సన్మానం చేశారా అని హామాన్ని పిలిపించి అడుగుతాడు మంత్రిని పిలిపించి అడుగుతాడు లేదయ్యా అంటాడు మరి వాడికి ఏం చేయాలి నన్ను కాపాడినోడికి ఏం చేయాలి అని అంటే ఆయన అనుకుంటాడు నాకే సన్మానం చేస్తాడేమో అనుకుని హామాను మంచి సలహా ఇస్తాడు ఏం లేదు అయ్యా రాజా మంచి ప్రశస్త వస్త్రాలు తొడిగించి గుర్రం మీద ఊరేగించాలని అంటాడు ఏమని గుర్రం మీద ఊరేగించాలని అంటాడు ఓకే ఖచ్చితంగా చేసేద్దామని అంటాడు ఈయన ప్రాణాన్ని రక్షించింది ఎవరు మొర్దుకయ్యే ఎవరో మొర్దుకయ్యే ఆ మొర్దుకాయని తీసుకొచ్చి ఎవరు ఊరేగించాల్సి వచ్చింది హామాను ఊరేగించాడు గుర్రం మీద పెట్టి ఊరేగిస్తుంటే ఆ ముఖం చూడలేం నిద్ర చుక్కలేదు ముఖం మీద హామానికి ఎందుకు అసలు అసలు ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అది అప్పగా ఎక్కడి నుంచి వచ్చింది ఈయన వెళ్తా ఉంటే నమస్తే పెట్టలేదంట ఆయనకి హామర్కి నమస్తే పెట్టలేదంట ఇజ్రాయేలీలకు ఒకటి ఉంది దేవుడికి తప్ప ఎవడికి నమస్కారం చేయరు దేవుడికి తప్ప ఎవడికి సాగిలు పడరు అంతే నాకు నమస్కారం చేయలేదు అని కుట్ర పన్నాడు ప్లాన్ చేశాడు అందుకనే ఒక శాసనం రాపించేసి రాజు చేత ఆ మాయ మాటలు చెప్పి మన యూత్ యూతులు ఉండాలి ఈ దేశంలో చాలా చెడ్డవారు పనికిమాలిన వాళ్ళు వాళ్ళు మా మన మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేసినవారు ఎట్లెట్లో చెప్పేసేసి శాసనం రాపిచ్చేసాడు ప్రేమేం దేవన బిళ్ళారా ఆ హామాను చేత ఊరేగించబడ్డాడు మొద్దుకై ప్రశస్త ఉంగరం దొరికారు మంచి వస్త్రాలు వేశారు మంచి ఉంగరం దొరికాడు చక్కగా కదా గుర్రం మీద ఊరేగించాడు తర్వాత పట్టాభిషేకం చేసి రాయన్ మొద్దుకైని ఈయన అయిపోతాడు ఈయన ఊరేగేసి ఊరే వేసేస్తారు హామాన్ని తర్వాత ఈయన ప్రధానమంత్రి అయ్యాడు దేవునికి హాలే లుయ్యా ప్రియమైన దేవుని బిడ్డరా నీ మీద గుంతలు దోమినోడే వాడే పాడైపోతాడు కానీ నువ్వు బాగుపడతావు నువ్వు ఆశీర్వదించబడతావు కానీ నువ్వేం చేయాలి వాడికి లాగా చేయొద్దు నువ్వు తగ్గించుకో నువ్వు విధేయత చూపించు ఇంకా తగ్గు ఇంకింకా తగ్గించుకో మొర్దుకాయ చేశాడు యోసేపు చేశాడు దానియాలు షడ్రకమేష్ గోపితను చేశారు ఇవన్నీ వాళ్ళు చేసినారండి వాళ్ళ వెనకాల చాలా కుట్రలు జరిగినాయి కుట్రలు జరిగినాయి బట్ ఎన్ని కుట్రలు జరిగినా కానీ ఏం చేశారు తెలుసు వాడు ఇంకా తగ్గించుకున్నారు ఇంకా తగ్గించుకున్నారు కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదండి వాడు చేసిన గొప్ప కార్యం అది the never leave the God the pray to God always దేవుణ్ణి ఎల్లప్పుడు వారు ప్రార్థన చేశారు ప్రియులారా తగ్గించుకున్నారు అందుకే వారు హెచ్చించబడ్డారు యేసుప్రవారు చెప్పిన సూత్రం అండి చాలా గొప్ప సూత్రం అది ఎన్ని గొప్ప మాటలు అండి అవి అసలు అయ్యా మీలో అలాగుండకూడదు మీలో ఎవడైనా గొప్పవాడై ఉండగోరిన ఏడలా వాడు మీకు పరిచారం చేయవాడై ఉండవలను మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరిన ఏడలా వాడందరికీ దాసుడై ఉండవలను అంటున్నాడు అందుకే కాదండి యేసు ప్రభారి లోకానికి వచ్చి పరిచర్య చేశాడండి గ్రామ గ్రామాలు తిరిగాడు రోగులను స్వస్థపరిచాడు గ్రామ గ్రామాలు తిరిగి బాగు చేశాడు గ్రామ గ్రామాలు తిరిగి స్వార్థ చెప్పాడు ఎంత పరిచర్య చేశాడండి ఆయన నిజంగా ఆయన పాదములు ఎంత సుందరములండి in the even in the kingdom of God he is the centre of the heaven పరలోకంలో సెంటర్ ఫిగర్ ఎవరై అంటే యేసుప్రభారే ప్రభారే యేసుప్రభారే ప్రభారే పరలోకంలో అలాంటి ఆయన భూమి మీదకి దిగొచ్చి ఈ హంబుల్ హిమ్సెల్ఫ్ శిష్యులు పాదాలకు అడిగాడండి కుష్ఠవ్యాధుల దగ్గరికి వెళ్ళాడు పాళెం వెళ్ళక వెళ్ళపాలకి తోసివేసేవారు వాళ్ళని కుష్ఠవ్యాధి వస్తే ఊర్లో ఉండనిచ్చేవాళ్ళు కాదు వారి దగ్గరికి వెళ్ళాడు వారికి పరిచయం చేశాడు వారిని ముట్టాడు భయపడ్డారు ప్రభా అయ్యో మా దగ్గరికి రావద్దే అని డోంట్ వరీ కమ్ టచ్ చేశాడు స్వస్థపడ్డారు ప్రియులరా ఆయన ఎంత పరిచయం చేశాడు చూడండి ఒక్కసారి మనకు మాదిరండి he practical man man of God practical ఆయన చేశాడు చెప్పటమే కాదు ఒట్టి మాటలు బోధ చేయలా చేశాడు ఆయన పరిచర్య అనేక గ్రామాలు తిరిగి స్వార్థ చెప్పాడు మనకందరూ తెలుసు ఎవరికి సమర ఇరవై కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళాడంట ఆయన ఆమె మధ్యాహ్నం మెట్ట మధ్యాహ్నం వేళ ఆమెకు స్వార్త చెప్పాడు శిష్యులు వచ్చేసరికి ఊర్లోకి వెళ్ళి ఏదో కొనుక్కోవడానికి వెళ్ళారు లంచ్ టైం అది నేను తినేసాను అన్నాడు ఇదేంట్రా బాబు నేను తిన్నాను అంటున్నాడు ఆయనకు ఆహారం ఏంటి దేవుని రాజ్యం గురించి చెప్పడమే ఒక ఆత్మను రక్షించడమే ఆయనకు ఆహారం నేను తినేశాను అంటున్నాడు <laughs> తగ్గించుకుని మనం పరిచయం చేయాలి ప్రిలారా ఈరోజు నువ్వు చిన్న తక్కువగా పరిచయం చేయొచ్చు రేపు హెచ్చింపబడతావు రేపు హెచ్చింపబడతావు it is must it's sure అంతే మీరు చూస్తారు you will see the great things in your life when you humble himself when you humble yourselves before the god then you will be exalted నువ్వు హెచ్చింపబడతావు ఆశీర్వదించబడతావు అభివృద్ధి చేయబడతావు గనుడిగాంచబడతావు మెప్పు పొందుతావు ఘనత పొందుతావు ఎప్పుడు తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి తగ్గించుకోవాలి అందుకనే భక్తులందరూ ఎవరైనా సరే ప్రభువా మేము తగ్గవలసి ఉన్నది మీరు హెచ్చవలసి ఉన్నది అనే ప్రార్థన చేస్తారు కనుక ప్రియమైన దేవుని బిళ్ళారా ఆ సూత్రాన్ని పాటించండి మీరు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు ఖచ్చితంగా హెచ్చింపబడతారు భక్తులు చేశారు అట్లా భక్తులు చేశారండి ఎక్కడ కూడా వారు తగ్గించుకునే విషయంలో వెనకాడలేదు తగ్గించుకునే విషయంలో వెనకాడలేదు పరిచర్య చేశారు పరిచర్య చేశారు కనుక మనం కూడా తగ్గించుకుందాం తగ్గించుకుంటే నీ సొమ్మేం బోలా ఏమండి నీ సొమ్మేం బాదు దేవుడు బలపరుస్తాడు చాలా విషయాల్లో అందుకనే మనలో ఏమంటాం అది ఆ ఇస్టిక్ ఉండకూడదు ఇగో అంటాం ఏమంటుంది ఈగో ఇద్దరు స్నేహితుల మధ్య ఏదైనా సమస్య వచ్చింది అనుకో you gonna talk with him first నువ్వు పోయి మాట్లాడు అతనితో అది తగ్గింపు పరిచరి పరిచరి చేయి అది తగ్గింపు నిన్ను బాధ పెట్టినా ప్రేమించు అది తగ్గింపు నీ మీద పగ పన్నిన మంచి ఆహారము చేసి పెట్టు కదా ఆ ప్రతిఫలం దేవుడిని ఖచ్చితంగా ఇస్తాడు ఇవ్వడా ఇస్తాడండి దావీదు తగ్గించుకున్నాడు దావీదు తగ్గించుకున్నాడు దావీ తెలుసా అందుకే దావీదు యొక్క సుబుద్ధిని చూసి సవులంట ఆయన్ను అంతకంతకు అంతకంతకు వృద్ధి చేశాడంట చూడండి నిజం ఇది ఎవరైనా మనలో మంచి క్యారెక్టర్ ఉన్నప్పుడు మంచి పద్ధతి ఉన్నప్పుడు మంచి తగ్గింపు మంచి విధేయత ఉన్నప్పుడు ఎదుటివాడు భయపడిపోతాడు అంతే భయపడిపోతారు సౌలు రాజుకు తెలియకుండానే తనను హెచ్చిస్తా వచ్చాడు ఒక చిన్న సైనికుడిగా ప్రారంభమైన తన జీవితము అంచెలంచెలుగా సహస్రాధిపతిగా తద్వారా రాజుగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు గొర్రెల దొడ్డుల్లో నుండి పిలుచుకుని ఇజ్రాయేలీలకి రాజుగా నియమించాడు దావీదుని అందుకనే దావీద్ అంటే చాలా ఇష్టమంట ప్రజల్లో దావీదు యథార్థవంతుడని బైబిల్ చెబుతుంది అంతేకాదు దావీదు చాలా ఇష్టడు చాలా ఇష్టమైనవాడు అందరికీ దావీదు అంటే ప్రజల్లోనూ సైనికుల్లోనూ సైనిక అధికారుల్లోనూ అందరికి ఇష్టం మరి మనం కూడా అట్ట ఇష్టంగా ఉండాలి అందరికీ we are favourable to all the persons ఇష్టంగా ఉండాలి అంతే ఎస్ పలానా వ్యక్తి అంటే ఎస్ చూడండి ఆయన ఆమె మంచి ఆమె అండి అంతే గొప్పళ్ళండి వారు మనల్ని హెచ్చిస్తారు మనకు తెలియకుండానే వాళ్ళు ఎందుకు మనం ఎంతగా తగ్గించుకుని ఎంతగా మనం ఇంకా పరిశుద్ధతను హత్తుకుంటా ఉంటే ఇంకా నీతిని హత్తుకుంటా ఉంటే ఇంకా దేవుణ్ణి మనం హత్తుకుంటా ఉంటే ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం అభివృద్ధి చేయబడతాం దావీదుని సౌలారీతిగా ఆ రీతిగా హెచ్చించాడు ప్రియమైన దేవుని బిళ్ళారా దావీదు ఎంతగా ఇష్టడయ్యాడంటే తన కుమారులు ఈయన వృద్ధాప్యం వయసుకు వచ్చేసేసరికి అప్షోలోము ఏం చేశాడు కుట్రపన్ని రాజు కావాలనుకుని ప్లాన్ చేసి రాజుకు వ్యతిరేకంగా అంటే దావీదుకు వ్యతిరేకంగా ప్రయత్నం చేశాడు అప్పుడు యోవాబు అనే ఆయన సైన్యాధ్యక్షుడు ఎవరైనా దావీది యొక్క సైన్యాధ్యక్షుడు యోవాబు ఈ యోవాబు యోవాబుకి అంటే చాలా ఇష్టం అసలు ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం ఆయన ఏది చెప్తే చేస్తాడు అంతే ఒక వ్యక్తి ఇష్టమైతే అసలు అది వేరుగా ఉంటుంది కదా అంత ఇష్టం బాధపడ్డాడు తన యజమానుడిని ఇబ్బంది పెడుతున్నాడు అప్షోలోము ఓర్చుకోలేకపోతున్నాడు నో నెవర్ నా యజమానిని ఇబ్బంది పెడుతున్నాడు అని బాధేసింది దాబీద అన్నాడు యో యోవాబుతో అయ్యా మీరు వెళ్ళండి వాడిని ఆపండి కానీ వాడిని ఏం చేయొద్దయ్యా అని అంటున్నాడు కొడుకు కదా ఎంత మీదకి వచ్చినా కొడుకు కదా ప్రేమ కదా అవసరమైతే రాజ్యానికి చంపేస్తాడు దాబీదని దాంట్లో డౌటే లేదు కానీ అయినప్పటికీ చూడండి తండ్రి ప్రేమ అయ్యా మీ నుంచి యుద్ధం పంపిస్తాడు యోవాబు ఊరుకుంటాడా యోవాబు ఊరుకోలా నా యజమానుని బిడ్డ వ్యతిరేకిస్తావా నువ్వు నీ పని చెప్తా అనుకున్నాడు మెల్లిగా ఆయన వెళ్తా ఉన్నాడు వెళ్తా వెళ్తా అప్షోలం చాలా అందగాడంట బైబిల్లోనే చెప్పబడిన అందగాళ్ళలో సంసోన్ ఎంత బలవంతుడో అప్షోలం అంత అందగాడంట అరిపాదము నుండి పైన వరకు ఇంత కూడా ఆయనలో లోపం లేదంట అలాంటి చక్కన అయినోడంట వెళ్తా వెళ్తా ఉంటే తన జుట్టు ఒక చెట్టుకు తగులుకుంది ఇట్లాగే ఏలాడుతున్నాడు ఇట్లాగే ఏలాడుతున్నాడు యోవా యోవాబు సైనికులు ఉన్నారు వెళ్తా ఉన్నారు దావీదికి మేలు చేయాలనే ఉద్దేశంతో మెల్లిగా మెడకాయ తప్పించారు అంటే దావీదంటే ఎంత ఇష్టమో యోవాబుకి అట్లా చెప్తుంది ఒక మనిషి ఎంత ఇష్టడుగా అవ్వాడు చూడండి ప్రియులారా కదా తన యజమానుని ఇబ్బంది పెడుతున్నాడని కనుక అయినప్పటికీ దావీదుని దేవుడు ఆశీర్వదించాడు బలపరిచాడు దావీదు అంత ఉన్నమ ఉన్నతమైన వాడిగా కావటానికి కారణం ఏంది తెలుసా ప్రియమైన దేవుని బిళ్ళారా ఏంది చెప్పండి చెప్పండి ఏంటి ఆయన తగ్గింపు ఆయన సుబుద్ధి ఏంటది సుబుద్ధి తగ్గింపు ఆయన ప్రతీకారం ఎక్కడ తీర్చుకోలేదండి ప్రతి సమయం అందు దావీదు మీద కుట్ర పన్నుతానే ఉన్నాడు సౌలు కుట్ర చేస్తానే ఉన్నాడు ఆయనకి దెయ్యం పడితే ఈయన వదలగొట్టడానికి వెళ్తే ఈయన మీద ఈటి ఇసురుతాడే సౌలు ఆ దేశంలోనంట దావీదు తప్ప ఆయనకి బట్టిన దయ్యాన్ని వదలగొట్టేది ఎవడు లేడంట ఎందుకంటే దావీదు సితారాని చమత్కారంగా వాయిస్తాడంట అందుకని ఆయనలో ఉన్న దావీదు ఎప్పుడైతే పాట పాడి సితారాన్ని వాయిస్తాడో ఆయనలో ఉన్న దెయ్యం పోయేది ఆయనకి మేలు చేస్తుంటే ఈయన కీడు చేస్తున్నాడు ఆయన దొరికేవా బిడ్డ అని విసురుతున్నాడు ఎట్లా ఈటే తప్పించుకుని ఇట్టెళ్తుంది దేవుడు తప్పిస్తున్నాడు ప్రేమేం దేవుని బిళ్ళారా అయినా ప్రతీకారం తీర్చుకోలేదు దావీదు దావీది చాలా అండి చాలా యథార్థవంతుడు తెలుసా ఒకనొక సమయంలో ఒంటరిగా దొరుకుతాడు ఎవరో సౌలు ఎత్తుకుంటా వస్తాడు దావీదు గుహల్లో గుహల్లో ఉంటాడు పాపం ఎక్కడెక్కడో పారిపోయి ఆ గుహల్లో ఉంటే ఓ గుహలో మనవాడు బయటికి శంఖాన్ని వర్తినికి వెళ్తాడు వన్కో టూకో దేనికో వెళ్ళినప్పుడు ఏమవుతుంది దొరుకుతాడు వార పని మనిషి అంటే వాళ్ళ దాసులు వచ్చి అయ్యా సౌలు అక్కడ ఉన్నాడు మరి ఏం చేద్దాం ఏం అని అంటున్నారు దావీదేమంటాడు అభిషేకించబడిన వాడిని మనమేమీ చేయకూడదు చూడు ఎంత యథార్థవంతుడు దావీదు ఈయన ఏం టచ్ చేయలేదు నిన్ను వదిలిపెట్టాను చూసి చూశానా చూశారా రాజా అని అంటానికి పక్కమ్మడికి వెళ్ళి చిన్న కట్ చేసుకుని ఒక చిన్న మొక్క వస్త్రం చెంగు అది ఉంటుంది కదా అంగే ఇది కట్ చేసుకుని లేకపోతే పంచి పంచిదో ఏదో ఒకటి చిన్నది కట్ చేసుకుని తన దగ్గర పెట్టుకుంటాడు అంటే కట్ చేసినట్టు పొడవడా కట్ చేసినట్టు పొడవడా అంటే పొడవకుండా తను పెట్టుకున్నాడు ఇంకో విషయం తెలుసా మీకు ఆ దాన్ని కట్ చేసినందుకు చాలా పశ్చాత్తాపడతాడు ఫీల్ అవుతాడు దావీదు చాలా ఫీల్ అవుతాడు అరే అభిషేకించబడిన వాడిని ఎట్లా చేయొచ్చా అని అప్పుడు తనకు ఎదురుపడితే అంటాడు అయ్యా రాజా నేను చచ్చిన కుక్క లాంటి వాడిని కదా చచ్చిన కుక్కను కదా మిన్నలేను కదా నన్ను చంపడానికి ఎందుకయ్యా ప్రయత్నం చేస్తున్నావని తన దగ్గరికి వెళ్ళి అడిగితే అసలు సౌలు మీరు అది చదువుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఆయన స్వరంతో దావీదా నాయనా అంటే దావీదా నాయనా ఎంత గొప్పడు అయ్యా నీకు చంపటానికి అధికారం అవకాశం వచ్చినా నన్ను చంపలేదే అయ్యా నీది ఎంత గొప్ప మనసురా బావా కదా ఇంకా ఆయన పాదాలు పట్టుకోవడం తక్కువేమో సవులకి అట్లా ఒక రకమైన దుఃఖ స్వరంతో మాట్లాడుతున్నాడు సవులు నిజంగా యథార్థవంతులకి దేవుడు మేలు చేస్తాడండి నమ్మకంగా ఉండే వాళ్ళకి మేలు చేస్తాడు దేవుడు విడిచిపెట్టాడు వాళ్ళని విధేయులు ఉండే వాళ్ళని దేవుడు విడిచిపెట్టాడు ఖచ్చితంగా దీవిస్తాడు కాబట్టి నీకు అనేక రకాలైన సమస్యలు రావచ్చు ప్రాబ్లమ్స్ రావచ్చు but God never leave you దేవుడు నిన్ను విడిచిపెట్టాడు ప్రియులారా గమనించండి దేవుడు నీతో ఉన్నాడు దేవుడు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు నేను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక దేవుని పరిచర్యలో మనము కొనసాగి అందరికి పరిచర్య చేయాలి ఈ ప్రజలందరూ ఎవరు ఎవరి పిల్లలండి దేవుని పిల్లలు కదా వీరందరూ ఎవరి పిల్లలు దేవుని పిల్లలు కాబట్టి వారికి పరిచర్య చేస్తే దేవుడికి పరిచర్య చేసినట్టు అంత గొప్పగా ఫీల్ అవుతాడు ఏసయ్య మీలో మిక్కిలైన వాడికి పరిచయం చేస్తే నాకు చేసినట్టే అన్నాడు కదా నిన్న సండే రోజు వాక్యంలో చెప్పుకోవాలా మనం ఏం చెప్పుకున్నాం నేను ఆకలి కొంటే అన్నం పెట్టారు దాహం వేస్తే దాహం తీర్చారు దిగంబరిగా ఉంటే వస్త్రాలు ఇచ్చారు రోగ్యం ఉంటే పరామర్శించారు చెరసాల్లో ఉంటే నన్ను చూడటానికి వచ్చారు కాబట్టి ఇదిగో నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా టోనికి రండి నా తండ్రి రాజ్యాన్ని ఆక్రమించుకోండి అంటున్నాడు ఇన్వైట్ చేస్తున్నాడు బా ఏసయ్య ఒక చిన్న మేలు చేసినందుకు హల్పుడికి ఎంత గొప్ప సహాయం చేసి ఎంత చిన్న సహాయం చేసినందుకు ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు దేవుడు మనం కూడా అంతే చిన్న సహాయం చేయండి మన ఇతరులకి సహాయం చేయండి ఇతరులకి హెల్ప్ చేయండి నువ్వు చేసిన చిన్న పనికి గొప్ప ఆధిక్యతను దేవుడు నీకు పరలోకంలో ఇవ్వబోతున్నాడు God will give the reward in the heaven by the son of God ఏసై ద్వారా నువ్వు గొప్ప ప్రతిఫలం అక్కడ రివార్డ్స్ పొందుకోబోల పొందుకోబోతున్నావు ప్రియులారా అవార్డ్స్ పొందుకోబోతున్నావు కనుక మనం ఈ లోకంలో తగ్గించుకుందాం ఈరోజు పాఠం ఏంటి తగ్గింపు ఆల్మోస్ట్ ఆల్ సిలువుదనాలు ఎక్కువ అవి వస్తాయి ఎందుకంటే యేసుప్రభారు తగ్గించుకున్నాడు అంతే మనము ఆయన సిలువ ధ్యానాలు ఎన్ని రోజులు చేసుకున్నా అలా తగ్గింపు గురించే చెప్పుకోవాలి అంతే ఆయన తగ్గించుకున్నారు అందుకే అదే వచ్చిన వాళ్ళు నలభై ఐదో వచ్చిన వాళ్ళు అంటాడు మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొని రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చిన నేను పరిచర్య చేయటమే కాదండి ప్రాణాన్ని కూడా ఇచ్చేసాడు అంతే ఒకరిని ప్రేమిస్తా అయ్యా నీకు అన్నిచ్చేస్తా నీ కాళ్ళు కడుగుతా నీ ఒళ్ళు తొడుతా నీకు అన్నిస్తా చివరి నీకోసం నా ప్రాణం కూడా చేస్తాం అంత ఇష్టం మనం అంటే ఏసైకి ఎప్పుడంటే మనం మంచివాళ్ళమనే ఆయనకి ఇష్టం రోమవ రాసిన పత్రికలు చెప్తాడు ఐదో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చదవండి ఇంకా మనం పాపలమై ఉండగా యుక్తకాలమున భక్తి చేయని కొరకు ఆయన చనిపోయాను ఇంకా మనము మంచివారు అని కాదు అక్కడ ఏముందయ్యా వచనంలో పడుచున్నాడు ఎట్లనగా మనం ఇంకోనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను చూడండి మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను మంచోడు కోసం ఎవరైనా చనిపోవచ్చండి మంచోడు కోసం ఎవరైనా త్యాగం చేయొచ్చు బట్ పాపలమైన మన కొరకు చనిపోయాడు అది జాన్ హార్పర్ గురించి చెప్పాను కదా మీకు వాడ మునిగిపోతుంది టైటానిక్ వాడ మ్యాక్సిమం అందరేమో సత్య అని ప్రాణభయంతో ఉంటే ఈయనేమో స్వార్థ చెప్తున్నాడు సత్యది సత్యది ఏటైనా ఈ లాస్ట్ టైంలోనన్నా మారు మనసు పొందారేమో దేవుడు నమ్ముకుంటారేమో అనే ఆశ ఒక్కడని రక్షించబడితే చాలు కదా ఆశ ఆ చల్లో భయంకరమైన మంచు కట్టలు కదా అవి ఈదుకుంటా ఈదుకుంటా పోయి ఒకటి చెప్తున్నాడు ఏసై నమ్ముకున్నావు నువ్వు లేదు లేదు నమ్ముకోయా నమ్ముకోరా నాయన చచ్చిపోతున్నా కదా నమ్ముకో ఒక రాజ్యం వెళ్తా ఇప్పుడన్నా విశ్వాసం ఉంచు అన్నాడు చివరి క్షణంలో అన్నది అవకాశం దొరికింది అని అన్నాడు ఎంత ఛాన్స్ని ఇది చేసుకున్నాడు తన లైఫ్ జాకెట్ ఎదురుటోడికి ఇచ్చేసాడు అది ప్రాణం పెట్టడం అంటే వాడు ఎలాంటి వాడే తెలియదు చుట్టం కాదు ఓ జస్ట్ ప్రయాణికుడు తోటి ప్రయాణికుడు తోటి ప్రయాణికుడి కోసం తన లైఫ్నే ఇచ్చేసాడు లైఫ్ జాకెట్ని ఇచ్చాడు పో బ్రతుకుపో నువ్వు నమ్మలేదా ఖచ్చితంగా నీకు లైఫ్ జాకెట్ కావాలన్నాడు నేను చస్తే పర్లోకి వెళ్తా డోంట్ వరీ బట్ నీకు నువ్వు చచ్చిపోతే నరకానికి వెళ్తావు కాబట్టి లైఫ్ జాకెట్ నీకే కావాలి తీసేసుకున్నాడు బా ఎంత త్యాగం అండి అలాంటి త్యాగం మనకు రావాలంటే మనం ఎంతగా తగ్గించుకోవాలి ఎంతగా విధేయత చూపించాలి ఎంతగా విరిగి నలిగిన హృదయం కావాలి I want to die for Jesus పౌలు అన్నాడు బ్రతుకుడు క్రీస్తే చావైతే లాభం చచ్చిపోతే లాభం అనేది ఎవడని అంటాడా చెప్పండి ఈజ్ ఏ క్రేజీ పిచ్చోడా పౌలు కాదు క్రీస్తు ప్రేమను తెలుసుకున్నాడు క్రీస్తు ప్రేమ లోతు ఎత్తు పొడవు వెడల్పు ఎంతో తెలిసేసుకున్నాడు అందుకనే want to die for Jesus if it is live బ్రతికితే క్రీస్తు కొరకే want to live for Jesus ఎస్ కోసమే బ్రతుకుతా అంతే అన్నాడు ప్రేమేన్ దేవన్ బిళ్ళర్ కాబట్టి క్రీస్తు అనుచరులుగా క్రీస్తు నమ్మిన బిడ్డలుగా విశ్వాసులుగా మనం కూడా తగ్గించుకుని బ్రతకాలి ఈ లోకంలో పరిచయం చేద్దాం అనేక మందికి ఇంకా చేద్దాం ఇంకా చేద్దాం ప్రతిఫల కోసం నువ్వు ఆశించొద్దు ప్రతిఫలం ఇచ్చేది దేవుడు నీకు తగిన సమయం ముందు నీ హెచ్చించి ఆశీర్దిస్తాడు తగిన సమయం ముందు నీ మొరాలకించి దేవుడు నిన్ను ఆశీర్దిస్తాడు వెయిటింగ్ ఫర్ ద టైం దేవుడిచ్చే సమయం కోసం ఎదురు చూడు సహోదర సహోదరి కదా దేవుడిచ్చే సమయం కోసం ఎదురుచూడు దావీదు పదమూడు సంవత్సరాలు బాధను అనుభవించి సారీ యోసేపు పదమూడు సంవత్సరాలు బాధను అనుభవించాడంట కీర్తనకారుడు అంటాడు యోసేపు నీ ఇనుము బాధించను అని ఉంటుంది ఏంటంట ఇనుము అని అంటున్నాడు పౌలు సీల్లో బొండ దాన్ని వేసి పడేసి బండలో చేసి పడేస్తే లోపలికి వెళ్ళి పాటలు పాడుతున్నారు వాళ్ళు పౌలు శీలను బంధించి చరసాలలో వేసిన పౌలు శీలను బంధించి చరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా చరసాలో బ్రద్దాలయే పాటలతో ప్రార్థించగా చరసాలో బ్రద్దాలయే యోహో అనే నామము ఎంతో బలమైనది ఎంతో బలమైనది ఎంతో బలమైనది యోహోవ నీ నామము హలేలుయ్యా మనకలాగా సింపుల్గా పోయి కూర్చోబెట్టరు జైల్లో తలపేసి పోరా కూర్చో అనరం మంచిగా ఒక పెద్ద బండ ఒకటే కాళ్ళకు గట్టి చేతులు గిట్ట పెట్టి కూర్చోబెడతారు ఎంతసేపు కూర్చుంటారు ఎంతసేపు కూర్చుంటారు అక్కడ పాటలు పాడుతున్నారట మనం పాడతామా ఏడుపే తక్కువ ఆ టైంలో అయితే ఏడుపే తక్కువ మనకి పౌలు చెరసాల్లో ఉండి కొన్ని లెటర్స్ రాశాడు ఆ లెటర్స్ ఏమని చెప్తున్నాడు సంతోషించుడే ఆనందించుడి మరలా చెప్పదును ఆనందించు నేను ఆనందిస్తాను ఇక్కడ జైల్లో ఉండి మీరు కూడా బయట ఉన్నారు కదా ఏమయ్యా ఆనందించడానికి ఇక్కడ జైల్లో ఉండి నేను ఆనందిస్తుంటే బయట ఉండి ఆనందించడానికి మీకేమి అంటున్నాడు కదా సో కనుక ప్రియమైన దేవుని బిళ్ళారా మనం తగ్గించుకుందాం ప్రభు ఎదుట దేవుడు ఖచ్చితంగా హెచ్చిస్తాడు పరలోకంలో గొప్ప ప్రతిఫలము మనకుంటుంది ఆయన వెళ్తా వెళ్తా అంటాడు ఇదిగో నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నాకు అక్కడ జీవ కిరీటము దాచబడి ఉన్నది అంటున్నాడు it's a wonderful statement by the Paul ఏం స్టేట్మెంట్ అండి కదా మనం అట్లా చెప్పాలి తగ్గించుకుందామా తగ్గించుకున్నాం దేవుడు అలాంటి తగ్గింపు నీకు నాకు మనందరికీ ఇచ్చునుగాక ఆమెన్ హలే లుయా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం మహాపరిశుద్ధుడు వందనాలు ప్రభా విత్తమైన వాక్యం ప్రతి హృదయంలో పని చేయనట్లు కృప చూపించండి అనిలు మీ మీద అధికారులుగా ఉన్నప్పుడు పెత్తనం చెల్లాయిస్తారని చెప్పారు కానీ మీరు అలాగ ఉండకూడదు ఎవడైనా గొప్పవాడై ఉంటే వాడందరికి పరిచర్య చేయవాడై ఉన్నాడని చెప్తున్నారు ఎస్ మీరు ఈ లోకానికి వచ్చి పరిచర్య చేశారు అనేక మందికి మోచిన క్రయదనముగా ప్రాణము సమర్పించారు ప్రభు వందనాలు ఆ రీతిగా మేము కూడా తగ్గించుకుని ఉంటకు క్రోమ చూపించండి మాకు హెచ్చింపొద్దునైనా ఇంకా తగ్గాలి ప్రభు అలాంటి విరిగి నలిగిన మనసును మాకు దయచేయండి సహాయం చేయండి మా ప్రియులు బిడ్డలందరిలో అలాంటి తగ్గింపును దయచేసి దీవించమని వాక్యం ప్రతిఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామలో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమెన్